da la la ne ne ne Yeah. about further. మబద నిద మబద మబద నీర మబద నిద నిద నిగరిద నిరవద నిద నిద మబద నిద నిద మబద మబద నిద గరి నిద నిద నిద గరి నిద నిద నిద మబద నిద